ओम श्री मम्मकोटग्रे नम या देवी सर्वूतेषु शक्ति संस्थिता नमस्त नमस्त नमस्त नमो नम fight for freedom of Amma कोटाग्रा कंटिन्यूइंग विथ एस्टेडेज सी KCR okay this is Modi government corrupt all are corrupt you bastard became prime minister because of my hard work uh, and is uh, meeting uh, Ram, uh, what do you call uh, Srikakulam MP, Ramon Naidu wife and his daughter, hmm? and uh, this uh, Kojja KCR, okay. And uh, what we call KTR tweet Hasyaspadam, Karnataka Mukhyamantri Bombay. Uh, Bombay became CM because of my hard work. This Turkamunda Kurdu Sharmila became CM because of my hard work. Uh, and this Kojja KCR నవ తొమ్మిది పది జిల్లాల దొంగ గజ దొంగ ఈ దొంగలేమో పని కూడా సరిగ్గా చేయట్లేదు సీఎం పనులు ఎలుక కొరికేసిందంటరా కేసీఆర్ గారు ఎవరు సూరారాం శ్రీనివాస్ ఈ తుర్కముండ కొడుకు టీఎస్ తుర్కా సలాం ఎలుక కొరికేసిందంట వరంగల్లో గాంధీ మహాత్మా గాంధీ సో జై జై మూషికవా Gajanana. Huh? Balmohan Das Garu answer Jipali. Huh? So I was yesterday looking for this. Okay. And this is dead I think so almost. Okay. It's a centipede. Okay. There was a news item. Okay. uh, in Telugu it is called jerry. Okay. okay so in this bucket it was there underwear okay uh, my uh, design number 205 107 intellectual property rights uh, uh, this one my mother's birthday august 22nd uh, this has been gifted by someone okay so this is 22 you can see police bastards are not doing duty so my parents ప్రేతాత్మ sir what do call exposing the Islamic కొజ్జా Kojja smuggling mask mask exposing okay దొంగముండ చదువులు దొంగల చదువులు కాలేజీలు యూనివర్సిటీలు అన్నాడు జగన్ గడ్ పేపర్లో సాక్షిలో ఎవరు ఆయన చనిపోయాడు Gollapudi Maruti Rao so I got eighty marks so two thousand two hundred eighty kgs of ganjai was caught okay and what do you call uh, so my numbers are always on the news okay April 6 my father's birthday April 7th tomorrow uh, 7th is my what do you call uh, father's murder day 2017 Ghazali Dandayatra the murderer name is Abdul Tu Kalam so these bastards are uh, like Osama bin Laden these all fellows should be uh, what do you call shoot shot dead hmm? So my father is exposing uh, what they call uh, tire blast. This number plate all they have smuggled away. Uh, police caught this. Okay. So my what Shodash Rasagni Yoga Lipi Shastram 12 baje 15. So the tug of war between me and the Prime Minister scoundrel Modi who did not reveal. Okay. Uh, that he became prime minister because of my hard work okay So that is uh, today's paper April 6, December 6. Huh? So what do you call uh, this Turkamunda Kodukulo? Tyre పేలి గంజాయి ఎక్స్పోజ్ అయింది అలాగే కాకినాడలో శ్రీలంకకేమో మన రైస్ ఎక్స్పోర్ట్ uh, అయిపోతుంది hmm? uh, ఇక్కడేమో క్రేన్ పడిపోయింది వైజాగ్ క్రేన్ పడిపోయింది పెద్దది మా energy release so what do call the, what has uh, has been exposed is what do you call uh, his name is Ravi Party. the person who died under the crane is Ravi Party. uh, so Gariki Party, Maka Party, Gautam Reddy so these parties are Afghanistan Patan Patel Police Academy Sardar Vallabhai Patel so Patel became Patel TEL then Pat, Patel got changed change of name like yesterday's video okay the Reddy has been truncated and he became only Kumar so yesterday's news what the call I didn't cover this spinning mill భారీ పరిశ్రమ near Eluru okay vantage spinners private limited so this vantage spinners private limited belongs to which political party okay so what that has to be still exposed okay పదిహేను వందల కోట్ల భూమి చౌక కొట్టేసుకున్నాడు చంద్రబాబు నాయుడు is, ఆ, ఆరోపణ okay on YSR Jagan and this fellow is five crore dumb check what do call Vaikapa two thousand twenty four కదరా పిచ్చిముండ కొడక Pawan Kalyan it is what do call five thousand one hundred twenty three is running నీకు ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు this is all outdated corrupt polluted by this తుర్కముండా కొడుకులు British bastard mining mafia earth destroying smuggling education system even the zero to nine what you are learning my dear students దొంగలు బళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు is all all outdated polluted symbol numeric outdate correct symbols so stop attendings these దొంగల బళ్ళు స్కూలు కాలేజీలు యూనివర్సిటీలు చంద్రబాబు నాయుడు కట్టిన ఏది బిల్డింగ్ శిలాఫలకం ఎరగొట్టేసి కేసీఆర్ ఎవడు జగన్ గారు పెట్టేసుకుంటాడు అంట సో వాడిది వీడు ఎరగొడతాడు వీడిది వాడు ఎరగొడతాడు విశాఖ డిఎస్ ఎఫ్ఓగా శ్రీనివాస్ రెడ్డి సో గడ్డి మేస ఎట్టిన కొడక అంటే వాడిని దించేసి బొమ్మైని కూర్చోబెట్టారు so these are all Islamic bastard nepotism okay so fight for freedom of Amma కోటాగ్రా ఫ్రమ్ ఇస్లాం సాహిబ్ తుర్కముండా అండ్ దీస్ న్యాయవాదులు are going and playing in Bangalore what do call from Vizag global warming travelling what do call cricket this is British bastard mining mafia earth destroying smuggling క్యారెక్టర్లెస్ వాల్యూలెస్ fellows okay so fight for freedom of Amma కోటాగ్ర ఓం శ్రీం అమ్మ కోటాగ్రే నమహ సో దిస్ దొంగల పోర్టులో కాకినాడలో this is there and eleven new districts are coming so on eleventh start all 11A uh, category wives and there is a, they will put that also like uh, most of the movie cinema actress that uh, Roja hmm, husband is Selvamani it seems huh? so Selvamani is a Tamil name okay so that is what is earlier deputy CM with Jayalalitha some Selvamani is there hmm? so this is what is uh, what they call uh, uh, news affairs. So fight for freedom of Amma Kotagra. These are all bluffing bastards. Uh, Sumit Sunil. Hmm? Another police fellow has come. So fight for freedom of Amma Kotagra. Om Shrim Amma Kotagre Namaha. Faith stop paying taxes to this uh, Islamic bloody bastard, uh, British bastard, GVMC, commissioners, collectors, go back, go back. Uh, we have sent so many Muslims into Pakistan, but still they are staying here, uh, changing names, dropping names. Uh, so what do you call fight for freedom of Amma Kotagra? Om Shreem Amma Kotagre Namaha. శ్రీలంక చేస్తాడంట వీడు ఆ? ఆ ఏపీని శ్రీలంక చేస్తాడు ఆ? ఓం శ్రీం అమ్మ కోటాగ్రే నమ విభజన కొలిక్కి మేం కొలిక్కి రాలే ఆడు సిగ్గు లజ్జ చీమునతో ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఏం చేశాడు ట్రైన్ మినిస్టరు రిజైన్ చేశాడు ఓకేనా ఇప్పుడు అలాగా టీ హరీష్ రావు రిజైన్ చేయాలి కొద్దిగా కేసీఆర్ గారు దొంగ తొమ్మిది పది జిల్లాలు దొంగ ఆంధ్రాని ముక్కలు చేసిన ఔరంగజేబ్ తెలుగు ముస్లిం దొంగ దొంగ ముండా కొడుకులు so fight for freedom of Amma ಕೋಟಾಗ್ರ ಓಂ ಶ್ರೀಂ ಅಮ್ಮ ಕೋಟಾಗ್ರೇನ್ ನಮಃ